Jangan ngeliat, jangan ya, jangan ngeliat, jangan ya, jangan ngeliat, jangan ya, jangan ngeliat, jangan ya, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan ngeliat, jangan అన్ని ఆంజనేయ స్వామి అనుకుంటే తిరగల ఫస్ట్ నా కూడా తిరుగు మళ్ళా కూడా కష్టం అన్నాడంటే నేనే పిలుచుకొని వచ్చినాను అమ్మ ఉందిరా మన అమ్మ బాగా చేస్తుందని చెప్పి పిలుచుకొని వచ్చిన ఉరవకుండా ఏం తిన సరేనమ్మా సరేనమ్మా సరే నీ మీద నమ్మకంతోనా పిలుచుకొని వచ్చినా నువ్వు బాగా చేయలే ఈమెకి బాగా చేయలే ఆ కిడ్నీలో వాకొచ్చినాయి ఎండదు రోజు తమలపాకు తొలిచాకు జై రాయి ఆ రాయి ఎట్లా పెరుగుతా అంటే పెరుగుతుంది ఆ కిడ్నీ పాసిపోయింది అన్నారు కిడ్నీ పాసిపోయింది అన్నారు అవునా కాదా అవునంటే అవునను లేదంటే లేదను ఏమన్నారు కిడ్నీలు దెబ్బతిన్నాయి ఇంకా ఈ అక్కకు చాలా కష్టం అని చెప్పినారు నేను మా నమ్మ మా నమ్ముందిరా అమ్మ నేను బాగా చేపిస్తానని చెప్పి పిలుచుకొని వచ్చినానమ్మా నాకు ఈ అక్క చేయాలమ్మా నువ్వు నీ పైన భారం వేసుకొని నేను వచ్చిన సరే సరే తొలిసాకు తమిళ తిక్కలా రెండు కలిపి తిక్కమంటారు మళ్ళీ ఈమెకి తినేకి ఏంది లేదంటమ్మా మళ్ళీ అంటే అన్ని డబ్బా నుంచి ఏం తినకూడదు సరేనమ్మా సరే ఈ పాప పుట్టినప్పటి నుంచి బాగాలేదు మా ఆడబిడ్డకి కల్లో కనిపించిందంట శుక్రవారం పోండి అని అన్నారు శుక్రవారం వచ్చేకి పాపకు బాగుండలేదు అందుకే ఈ రోజు వచ్చినాము నా మీద భారం వేయని చెప్పింది అందుకే నీ దగ్గర పిలుచుకొని వచ్చినామమ్మా నమ్మకం అంటే మేము వీడియోలో చూసినాము యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత మా ఆడబిడ్డ చెప్పింది నమ్మకం బాగా చేస్తుంది అమ్మ దగ్గరికి పోతే ఏ సమస్య ఉన్నా అక్కడికి పోయి చెప్పుకోండి అమ్మ మీద భారం వేయండి ఆయమ్మే చూసుకుంటుంది అని చెప్పింది అవ్వ అందుకే నీ దగ్గరకు వచ్చినాము నెల పాప తల్లిపాలు లేదు ఇంతవరకు నెల రోజులు బెంగళూరులో చూపించినాము డాక్టర్కి ఏమి ఇంకా కాలేదు ఇంటికి పిలుచుకొని పోండి అని చెప్పినారు ఉన్నంత కాలం చూసుకోండి అని చెప్పినారు అవ్వ కానీ అవ్వ ఈ పాపతో బోనం మోపిస్తారా బోనమ్మా మోపిస్తాం అవ్వ నువ్వు బాగా చేయాలి అంతేనా ఏం చెప్తే చేస్తాం అది ఈ పాపతో బోనం మోపిస్తారా బోనం మోపిస్తాం అవ్వ అందుకే వచ్చినాం నీ దగ్గరికి పుట్టినప్పటి నుండి ఇట్లే తాగేది లేదు ఏం లేదు చేసినా ఒక రెండు గుట్టకలు వేసేసరికి మళ్ళీ వాంతికి చేసుకుంటుంది తల్లి పాలు అస్సలు ఇంకా ఇయ్యొద్దన్నారు అన్నారు ఈ పాప పేరు ఉందా ఓ నమ శివాయ పారిజాత పూలు ఆ పూలు పెట్టండి ఆ పూలు కాదవ్వా ఈ పాప కుత్త పౌడర్ పాలే అన్నారు తల్లి పాలు అస్సలు లేదు ఇయ్యొద్దన్నారు ఈ పాపతో బాణం పంపిస్తాను అనుకోండి సరే పెట్టో ఈ పూలు ముక్క పెట్టండి ముక్కుతా ముక్కుతా పెట్టో ఈ బాబుతో బాణ బాణ పంపండి బాగా ఎత్తైనా అటు పది పెట్టి అటు పది పెట్టాలా సరే పెట్టా బాబా యాభై పెట్టాలా పాపకి బాణ పెట్టాలా అనుకోండి చేపిస్తా కల్లో వచ్చినావంట పోయిన శుక్రవారము పాప రూపంలో కాదు నువ్వే వచ్చినావు అని చెప్పింది ఇంకొక ఆడబిడ్డకి పాప రూపంలో వచ్చినావంట ఇద్దరు మాకు ముగ్గురు ఆడబిడ్డలు ఇద్దరు కల్లో వచ్చినావు ఒక ఆయమలాగే వచ్చినావు ఇంకొక ఆయమకేమో పాప లాగా వచ్చినావంట పోండి అని చెప్పినారు ఇంకా బెంగళూరు నుండి మొన్న వచ్చినారవా ఇంకా పిలుచుకొని వచ్చేసినాం ఇంక ఇక్కడికి ఓం నమ శివాయ పదకొండు సుమారు పుట్ట పాల్వండి ఎవరు హైదరాబాద్ దగ్గర తెలంగాణ నమ్మకం ఉంది కాబట్టి అంత దూరం నుంచి వచ్చినాం హింసో హింసో గుంటూరు గుండు పాపలము అంటే కాలేదు హాస్పిటల్ హైదరాబాద్ కిమ్స్ ముదిరిపోయింది సార్ ముదిరిపోయింది ముదిరిపోయింది Yeah, y e h a lang, Chal. Ah! ఎవరు నోట్లు కొనుక్కుంటున్నావా నమ్ముకో గట్టి చెప్పు ఏం లేదు రోజు జై ఆంజనేయ అని పయంత సమరే శివామ జై ఆంజనేయ సౌర్యకి ఆకి తమలపాకు వేసి పిసికి సౌర్య కాళ్ళకి చేతకంటిచ్చి ఆంజనేయ కూడా తిప్పురా నలభై కిలో తిప్పు ఈ కారు నడుతుంది గుంజమ్మా ఏం గుంజి సమ్ముడు తీసుకో కాళ్ళంత గుంజు బాగా సమ్ముతో బాగా తిక్కున్నారు తిక్కు నమ్మకం ఎవరు పెద్ద కొట్టాలి పెద్ద కొట్టాలి చెత్త పోయి అవును సార్ అవునంటే అవునను లేదంటే లేదను అవును అవును అవును స్వామి ఏమన్నారు ఎనభై రోజు ఎనభై ఒక్క రోజు అంటన్నా చూడాల నేను కొట్టినంటే ఆ గడ్డ వల్ల ఆ గడ్డ వల్ల మాకు అదే ప్రసాదం సార్ మాకు అదే ప్రసాదం మాదొక మా ఒక చిన్న విన్నపం మీరు మీరు మా వెనక ఉండి మమ్మల్ని ముందు నడిపించాలా యూట్యూబ్ లో చూసి హైదరాబాద్ హైదరాబాద్ శక్తి అనంతం చేస్తాను శక్తి అనంతం కదా శక్తి అనంతం కదా కాదు ఇది మధ్యలో పడిపోయింది ఈ కాలు మధ్యలో పడిపోయింది అవునా కాదా అవునంటే రిపోర్ట్ రిపోర్ట్ ఊరుకున్నావు బెంగళూరు అంతే ఎంత కట్టింది నేను చేతి పెట్టాను అవును